hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Jagan ధాటిని జేసీ తట్టుకోలేకపోతున్నారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తొమ్మిదేళ్లు కావస్తోంది అయినా ఇప్పటికీ కొందరు నేతలు సెంటిమెంట్ను పట్టుకుని వేలాడుతున్నారు తాజాగా రాయలసీమ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలంటే ఎవరికీ అర్థం కాదు రాష్ట్రం విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం ఎలా చూడాలి ఏపీలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురు కాబట్టే జేసీ ఈ మంత్రం ఉపయోగించారా లేదా రానున్న ఎన్నికల్లో సెంటిమెంట్ను వాడుకునే ప్రయత్నంలో భాగంగా అన్నారా అన్నది తెలియదు కానీ జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నం మాత్రం రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది నిజానికి జేసీ దివాకర్ రెడ్డిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది సీఎం జగన్ కొట్టే దెబ్బలను తట్టుకోలేకపోతున్నట్లున్నారు ఆయన అందుకని రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించారు అయితే తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండదు కదా అందుకే దశాబ్దాలుగా అలవాటైపోయిన రాజకీయాలను వదులుకోలేకపోతున్నారు అలాగని జగన్ను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు అందుకని రాయలసీమను తెలంగాణలో కలిపేయాలనే పాత డిమాండ్ను మళ్లీ కొత్తగా తెరపైకి తెచ్చినట్లుగా భావిస్తున్నారు రాష్ట్ర విభజన సమయంలో వినిపించిన రాయల తెలంగాణ డిమాండ్నే ఇంతకాలానికి జేసీ మళ్లీ వినిపించారు ఎందుకంటే రాయలసీమను తెలంగాణలో కలిపేస్తే కానీ జగన్ దెబ్బల నుంచి తప్పించుకోలేమని ఆయనకు అర్థమైపోయినట్లుంది అందుకే రాయల తెలంగాణ కావాలంటూ మొదలుపెట్టారు మళ్ళీ రాయలసీమ అంటే మొత్తం నాలుగు జిల్లాలు కాదట కేవలం అనంతపురం కర్నూలు జిల్లాలను మాత్రమేనట నాలుగు జిల్లాలతో ఒక ప్రాంతంగా ఉన్న రాయలసీమను రెండుగా చీల్చి రెండు జిల్లాలను తెలంగాణలో కలపడం సాధ్యమవుతుందా అనే ఆలోచన జేసీకి ఉన్నట్లు లేదు జగన్ రాజకీయాలను తట్టుకోవడం సాధ్యం కావడం లేదు కాబట్టి ఏకంగా రాష్ట్రమే మారిపోవాలని అనుకుంటున్నట్లున్నారు అంటే తానొకటి రాజకీయం కోసం మళ్లీ రాష్ట్రంలో చీలిక రావాలని జేసీ కోరుకుంటున్నట్లు అర్థమైపోతోంది నిజానికి జేసీ సోదరులు అప్డేటెడ్ అయిపోయారు మొన్నటి ఎన్నికల్లో వారసులను పోటీ చేయించి తాము చక్రం తిప్పాలని అనుకున్నారు కానీ వారసులు కూడా ఘోరంగా ఓడిపోయారు ఎంపీ ఎమ్మెల్యేలుగా వారసులు ఇద్దరు ఓడిపోయారు దాంతో పార్టీలో వీళ్లను పట్టించుకునే వాళ్లే లేకపోయారు ఆయన ఉనికి చాటుకోవాలి కాబట్టి ఇతర నియోజకవర్గాల్లో కంపు చేస్తూ హైలైట్ అవుతున్నారు ఇలాంటి జేసీ ఇప్పుడు రాయల తెలంగాణను కోరుకోవడమే విచిత్రంగా ఉంది తమ డిమాండ్ ఆచరణ సాధ్యమేనా అన్నది కూడా ఆలోచించే స్థాయిని దాటిపోవడమే విచిత్రంగా ఉంది చూస్తుంటే అధికారంలో ఉన్నంత వరకు జగన్ తట్టుకోవడం కష్టమనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నట్లున్నారు అందుకనే రాయల తెలంగాణ అని రాయలసీమను చేర్చాలని ఏదేదో మాట్లాడుతున్నారు